శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులకి హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేము పంపించేటటువంటి అమూల్యమైనటువంటి విషయాలను చూసి మీరు స్పందించి కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేస్తుంటే చాలా సంతోషకరమైన శుభవార్త అలాగే అత్యంత గొప్ప రహస్యం ఇది ప్రతి శిశువు కూడా గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడితో ఆ యొక్క పరమాత్మతో కనెక్టివిటీ ఉంటుంది అంటే గత జన్మలో ఆ శిశువు శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని బట్టి భగవంతుడు ఆ బిడ్డను సర్వ విధాలా కాపాడుతూ ఉంటాడు ఆ బిడ్డకి ఇవ్వాల్సిన శక్తిని ఇస్తూ ఉంటాడు అలాగే ఆ బిడ్డను మోస్తున్నటువంటి ఆ తల్లి ఆ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె చేయాల్సిన ఒక చిన్న పరిహారం చేస్తే ఆ శిశువు పుట్టడంతోనే ఆ ఇంటిలో ధనవర్షం కురుస్తుంది కోటీశ్వరులు అవుతారు వాళ్ళందరూ కూడా కొంతమంది చూస్తూ ఉంటాం మాకు ఆడపిల్ల పుట్టింది మా స్టార్ మారిపోయింది మేము కోట్లు సంపాదించాము కారు కొనుక్కున్నాము ఇల్లు కొనుక్కున్నాము మంచి బంగారం మేము కొనుక్కున్నాము మాకు అబ్బాయి పుట్టాడు వాడు పుట్టడంతో మా జీవితం అంతా మారిపోయింది చాలా అదృష్టం వచ్చిందని చెప్తూ ఉంటారు ఇదంతా ఎలా అవుతుంది ఆ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు ఆ బిడ్డ స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా బాలికైనా కూడా ఆ యొక్క బిడ్డను మోస్తున్నటువంటి తల్లి గర్భం దాల్చినటువంటి మూడవ నెల నుంచి మళ్ళీ ఆ బిడ్డను డెలివరీ అయ్యే వరకు కూడా శిశువు భూమిపైన జన్మించే వరకు కూడా కేవలం ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే చదివితే చాలు ఆ బిడ్డకు మనోధైర్యము మానసిక శక్తి బుద్ధి కులసత అదృష్టము కూడా సంప్రాప్తిస్తుంది అని మనకి మహానుభావులు అందరూ తెలియచేస్తూ ఉన్నారు ఈ మంత్రము గర్భవతులైనటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాసుకోండి పఠించండి నేను అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నాను ఇప్పటికీ కొన్ని వేల మంది యొక్క మంత్రాన్ని పఠించారు వారి యొక్క జీవితాల్లో అనేక రకాల మార్పులు వచ్చాయి వారికి బిడ్డలు జన్మించిన తరువాత అలాగే మీరు కూడా పాటించండి మీ జీవితం కూడా తప్పకుండా మారుతుంది అని ఘంటాపదంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇది ఎన్నో వేల మంది పైన ఇది ప్రయోగం చేయబడింది ఇది నిరూపించబడినటువంటి గొప్ప తంత్రం ఈ మంత్రం ఏంటంటే శక్తివంతమైన ధనానికి ధాన్యానికి స్వర్ణానికి అష్టైశ్వర్య భోగభాగ్యాలకి కూడా సాక్షాత్తు కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా ధనాన్ని ఇస్తున్నటువంటి స్వర్ణాకర్షణ ఐశ్వర్య కాలభైరవ స్వామి వారికి దివ్య మంత్రం ఈ మంత్రాన్ని ఈ క్షణం నుంచే పారాయణం చేయడం మొదలుపెట్టండి మీ జీవితం అంతా కూడా ఐశ్వర్యంతో తొలతోగుతుంది ఆ బిడ్డ జన్మించిన నాటి నుంచి కూడా మీ ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు ఈ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని ఒక పేపర్ పైన రాసుకోండి రాసిన తర్వాత పసుపుతో ఆ యొక్క పేపర్ని అంతా కూడా మీరు రఫ్ చేయండి ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మీ దగ్గర పెట్టుకొని నమం జపం చేయండి చాలు మీ జీవితంలో ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం ఆవిష్కృతం కాలబోతుంది తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల పుస్తకాల పూజా సంబంధమైన షాపుల్లో ఈ గ్రంథం లభిస్తుంది దివ్యమైన శక్తివంతమైన ముహూర్తాలతో అత్యంత సులువైనటువంటి పరిహారాలతో ఈ యొక్క గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్నాము మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క తోబుట్టువులకు మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి వారిలో ఉన్నటువంటి గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మంత్రం చదవడానికి మీరు వారికి విషయాన్ని తెలియచేయండి వారి జీవితం మారుతుంది తద్వారా మీకు కూడా పుణ్యం వస్తుంది మీ అందరికీ కూడా కాలభైరవ వారికి దివ్యమంగళాశ లభించుగాక శుభం భవతు